Hello everyone welcome to Achievers Academy so first important current affair కనుక చూస్తే అండి డిఆర్డిఓకి చైర్మన్గా లేదా డిఆర్డిఓకి చీఫ్గా ఇటీవల కాలంలో ఎవరిని అపాయింట్ చేశాము అంటే సమీర్ వి కామాత్ గారిని అపాయింట్ చేశాం డైరెక్ట్ క్వశ్చన్ వస్తుందండి which of the following is the new DRDO chief అన్నప్పుడు సమీర్ వి కామాత్ గారి పేరు గుర్తుపెట్టుకోవాలి అపాయింట్మెంట్స్లో సంబంధించినటువంటి కప్ కరెంట్ అఫైర్ అనమాట appointment okay appointments very very important వీరికంటే ముందు మన తెలుగువారైనటువంటి సతీష్ రెడ్డి గారు ఎవరండి సతీష్ రెడ్డి గారు డిఆర్డిఓ చీఫ్గా ఉండేవారు వీరు ఇప్పుడు chief adviser scientific adviser to defence అయ్యారనమాట ఎవరండి scientific scientific adviser adviser to డిఫెన్స్గా వీరిని అపాయింట్ చేయడం జరిగింది వీరి రిటైర్మెంట్ అనంతరం సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది ఇప్పుడు డిఆర్డిఓ చీఫ్ ఎవరు అంటే సతీష్ రెడ్డి అని చెప్పి మిస్టేక్ చేయకండి డిఆర్డీఓ చీఫ్ ఎవరు అంటే సమీర్ వి కామాత్ గారు ప్రస్తుతం డిఆర్డిఓ చీఫ్గా నియమితులయ్యారన్న విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ అండి మన భారతదేశానికి కొత్త చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు కూడా రావడం జరిగింది ఎన్వి రమణ గారి తర్వాత ప్రస్తుతం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పేరు ఏంటి అంటే యూయూ లలిత్ గారండి జస్టిస్ యూయూ లలిత్ కేవలం కొద్ది మంది మాత్రమే సుప్రీంకోర్టులో బార్ అనేది ఒకటి ఉంటుంది మామూలుగా కోర్టులన్నిటికి కూడా బార్ అసోసియేషన్ అని ఉంటుంది అలా బార్ లెవెల్ నుంచి డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి జడ్జిగా ఆ తర్వాత చీఫ్ జస్టిస్గా కేవలం కొద్దిమందే అవుతారు మామూలుగా అయితే హైకోర్టుకి జడ్జిలుగా హైకోర్టుకి జడ్జిగా జడ్జిగా ఆ తర్వాత హైకోర్టుకి చీఫ్ జస్టిస్గా లేదా హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు జడ్జిగా ఇలా వెళ్తూ ఉంటారు ఒక లెవెల్లో కేవలం కొద్ది మంది మాత్రమే ఇలా ఎటువంటి హైకోర్టు కూడా జడ్జి కాకుండా డైరెక్ట్గా బార్ నుంచి వారికి ఉన్న ఎఫిషియన్సీని బట్టి వారు సుప్రీంకోర్టు జడ్జి అవుతారు అందులో కేవలం కొద్ది మంది మాత్రమే చీఫ్ జస్టిస్ స్థాయికి ఎదగలుగుతారు అందులో రెండో వ్యక్తి మన యూయు లలిత్ గారండి వీరు డైరెక్ట్గా బార్ నుంచి సుప్రీంకోర్టు జడ్జిగా ఆ తర్వాత చీఫ్ జస్టిస్గా ఎదిగిన వారిలో రెండో వ్యక్తి వీరికంటే ముందు కేవలం ఒక్కరు మాత్రమే ఇలా బార్ నుంచి డైరెక్ట్గా చీఫ్ జస్టిస్ స్థాయికి ఎదిగిన వారు ఎవరు అంటే ఎస్ఎం సిక్రీ గారండి వీరొక్కరు మాత్రమే ఇలా ఎదిగారు so important thing chief justice of India ఎవరండి ఇప్పుడు అంటే జస్టిస్ యూయు లలిత్ గారండి దీంట్లో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మనం చూడాల్సింది ఏంటంటే అండి సార్ ఎన్వి రమణ గారు మన పూర్వపు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయినటువంటి ఎన్వి రమణ గారు రమణ గారు రిటైర్ అవుతూ అవుతూ మన సుప్రీంకోర్టు యొక్క సుప్రీంకోర్టు యొక్క first live session first live సెషన్ని కూడా లైవ్ సెషన్ని కూడా నిర్వహించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టు యొక్క ప్రొసీడింగ్స్ లైవ్ సెషన్లో ఎప్పుడు జరిగాయంటే సివి రమణ ఎన్వి రమణ గారి యొక్క రిటైర్మెంట్ ఫంక్షన్లో అది జరగడాన్ని మనం విశేషార్థంగా మనం నోట్ చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ నెక్స్ట్ అండి మన భారతదేశానికి చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్గా పనిచేసినటువంటి కేవి సుబ్రహ్మణ్యం గారు ఎవరండి former chief economic adviser CA అంటే ఏంటి chief economic advisor economic advisor okay chief economic అడ్వైజర్గా పనిచేసినటువంటి కేవి సుబ్రహ్మణ్యన్ గారు ఐఎంఎఫ్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అపాయింట్ చేయబడ్డారన్న విషయాన్ని కూడా మీరు నోట్ చేసుకోవాలి అపాయింట్మెంట్స్లో చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే వీరు మన భారతదేశానికి చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్గా ఉండే కాబట్టి వీరు ఎగ్జిక్యూటివ్ డైరెక్టరేట్ ఐఎంఎఫ్గా నియమితులయ్యారన్న విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి వీరికి ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అండి వీరు చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్గా పనిచేశారన్న పాయింట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్గా మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి వీరు రఘురామ్ రాజన్ అంటే భారతదేశపు ఆర్బీఐ గవర్నర్గా పనిచేసినటువంటి రఘురామ్ రాజన్ రఘురామ్ రాజన్ గారి శిష్యులండి రాజన్ గారి దగ్గర వీరు పిహెచ్డి థీసిస్ చేశారు ఆ తర్వాతే వీరు చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్గా ఇంకా పై స్థాయి ఎకనామిక్ అడ్వైజర్గా పనిచేస్తున్నారు అనే విషయాన్ని కూడా నోట్ చేసుకోవాలి నెక్స్ట్ అండి మనకందరికీ తెలుసు భారతదేశంలో ప్రీమియం సైంటిఫిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ అనేటివి ఉన్నాయి వాటి పేరే సిఎస్ఐఆర్స్ అని పిలుస్తాం ఇది వివిధ రంగాల్లో ఉంటుంది అగ్రికల్చర్ కానివ్వండి అగ్రికల్చర్ కానివ్వండి బయోటెక్నాలజీ కానివ్వండి ఓకే బయోటెక్నాలజీ కానివ్వండి లేదా ఎలక్ట్రానిక్స్ లేదా ఇంజనీరింగ్ విభాగాలు ఇంజనీరింగ్ విభాగాలకు కూడా ఎన్నో ఇతర విభాగాల్లో council for scientific and industrial research అనే సంస్థలు భారతదేశ నలుమూలలా ఉన్నాయన్న విషయం మనకు తెలుసు అయితే అట్టి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్కి ఇప్పటి వరకు కూడా ఒక్క మహిళా చైర్మన్ అయితే లేరండి ఇప్పటివరకు కూడా మహిళా చీఫ్ లేరు కానీ మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఒక సిఎస్ఐఆర్ సంస్థకి ఒక మహిళా చీఫ్గా నివ నియమించబడ్డారండి వారి పేరు ఏంటి మొట్టమొదటి మహిళా chief of council for scientific and industrial research వారి పేరు N Kalai okay Kalai Selvi very very important N Kalai Selvi తమిళనాడుకు చెందినవారండి వీరు very important N Kalai Selvi first women chief of council for scientific and industrial research అని కూడా మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి so next important current affair ఏంటంటే అండి గోవా బికమ్స్ ఫస్ట్ హర్గర్ జెల్ సర్టిఫైడ్ స్టేట్ ఏంటండి గోవా మన రాష్ట్ర దేశంలోనే ఫస్ట్ హర్గర్ జెల్ స్టేట్గా సర్టిఫికేట్ పొందిందన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి మనం ఆల్రెడీ తెలంగాణ కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకుంది ఏంటండి భారతదేశంలోనే అత్యధిక మొత్తంలో విలేజెస్కి large number of villages large number of విలేజెస్కి ఫంక్షనల్ ట్యాప్ అంటే జల్ జీవన్ మిషన్ కింద పనిచేసేటటువంటి ఫంక్షనల్ ట్యాప్ దేని నుంచి అయితే తాగునీటి సరఫరా వస్తుందో అది ఎక్కువ విలేజెస్ ఏ రాష్ట్రంలో ఉన్నాయి అంటే అది మన తెలంగాణలో ఉన్నాయన్న విషయాన్ని మనం చదువుకున్నాం అంతే కదా కానీ గోవా రాష్ట్రం ఏదైతుందో అండి జల్ జీవన్ మిషన్ కింద తనలో ఉన్నటువంటి అన్ని విలేజెస్కి ఫంక్షనల్ ట్యాప్ ఇవ్వడం ద్వారా ఫస్ట్ హర్ఘర్ జల్ సర్టిఫైడ్ స్టేట్గా నిలిచింది చూడండి గోవా బికమ్స్ ఫస్ట్ హర్ఘర్ సర్టిఫైడ్ స్టేట్ ఎందుకు అంటే తనలో ఉన్నటువంటి మూడు వందల డెబ్బై ఎనిమిది విలేజెస్కి అది వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇవ్వడంతో పాటు ఆ మూడు వందల డెబ్బై ఎనిమిది విలేజెస్లో ఉన్నటువంటి రెండు లక్షల అరవై మూడు వేల ఇండ్లకి అది పూర్తిగా వాటర్ కనెక్షన్ ఇచ్చినందుకు గాను గోవా ఫస్ట్ స్టేట్గా నిలిచిందండి హర్ గర్ జెల్ సర్టిఫైడ్ పొందడానికి ఓకే అదే కాకుండా మరి యూనియన్ టెరిటరీ విభాగంలో అత్యధిక మొత్తంలో అంటే కంప్లీట్గా తనలో ఉన్నటువంటి ప్రతి విలేజెస్కి ఫంక్షనల్ ట్యాప్ని ఇచ్చినటువంటి యూనియన్ టెరిటరీ ఏది అంటే Dadra and Nagar Haveli union territory మన భారతదేశంలోనే మొట్టమొదటి యూనియన్ టెరిటరీ దేనికైతే హర్ ఘర్ జల్ సర్టిఫికేట్ వచ్చిందో దీంట్లో ఉన్నటువంటి తొంభై ఆరు విలేజెస్కి కూడా పూర్తిగా కనెక్షన్ ఇచ్చాము నల్లా కనెక్షన్ ఆ తొంభై ఆరు విలేజెస్లో ఉన్నటువంటి ఎనభై ఐదు వేల ఇళ్ళకి పూర్తిగా ఫంక్షనల్ ట్యాప్ కనెక్షన్స్ ఇచ్చాం తద్వారా ఈ ఊర్లలో నివసించేటటువంటి మహిళలు ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో నీటిని చేకూర్చేందుకు గాను వారి సమయాన్ని వృధా చేయాల్సిన అవసరం లేకుండా అయిందన్న విషయాన్ని కూడా మీరు నోట్ చేసుకోవాలి రెండు ఇంపార్టెంట్ అండి అత్యధిక మొత్తంలో విలేజెస్ జల్ జీవన్ కింద ఎవరి ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ విలేజెస్ ఏ రాష్ట్రం అంటే అది మన తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కానీ కంప్లీట్గా పూర్తి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పల్లెటూరులో ఉన్నటువంటి ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చినటువంటి రాష్ట్రం ఏది అంటే గోవా దాని తర్వాత దాంతోపాటు దాద్రా అండ్ నాగర్ హవేలీ అని కూడా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ అండి సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా ఈ నెలలో ఒక ఇంపార్టెంట్ లాంచ్ అనేది నిలిచింది దాని గురించి కూడా కొద్దిగా నేర్చుకోవాలి అదేంటి అంటే small satellite launch mission S S SSLV SSLV mission అండి ఈ ఎస్ఎస్ఎల్వి మిషన్ మీరు వినే ఉంటారు ఎస్ఎస్ఎల్వి మిషన్ అనేది ఫెయిల్ అయిపోయింది అది ఏంటిది అలా ఇలా అనుకుంటే ఎన్నో వినుంటారు ఓకే దీంతోపాటు ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే ప్రస్తుతం ఇస్రో చైర్మన్ గారి పేరు ఏంటండి ఎస్ సోమ్నాథ్ ఎస్ సోమ్నాథ్ వీరు కూడా ఇటీవల కాలంలోనే నియమితులయ్యారు కాబట్టి సోమనాథ్ గారి పేరు కూడా గుర్తుపెట్టుకోవాలి వీరి కింద జరిగింది కాబట్టి ఈ మిషన్ గురించి కూడా కొద్దిగా తెలుసుకోవాలి అయితే మనకందరికీ తెలుసండి మన దగ్గర ఉన్నటువంటి ఫేమస్ లాంచ్ వెహికల్స్ ఏంటివి భారతదేశం దగ్గర అంటే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఒకటి ఓకే ఇంకోటి వచ్చి geosynchronous satellite geosynchronous satellite launch vehicle GSLV ఒకటి ఇవి రెండు కూడా చాలా ఫేమస్ లాంచ్ వెహికల్స్ కానీ ఈ రెండు కూడా కొంచెం హెవీ వెయిట్ శాటిలైట్స్ని పంపించేందుకు ఉపయోగించేటి శాటిలైట్స్ అనమాట కానీ చిన్న చిన్న మైక్రో మైక్రో మీడియం మరియు స్మాల్ సైజులో స్మాల్ సైజులో చిన్న చిన్న సైజులో అంటే ఐదు వందల కేజీల లోపు ఉన్నటువంటి శాటిలైట్స్ కనుక మీరు పంపాలనుకుంటే చాలా రోజుల వరకు ఆగాల్సి వస్తుందండి ఎందుకంటే పిఎస్ఎల్వి అనేది కొంచెం ఒక టూ టన్ కెపాసిటీ వరకు ఒక రెండు వేల కిలోల వరకు కూడా తీసుకెళ్లే కెపాసిటీ ఉంటుంది సో అలా ఖాళీగా పంపలేను కేవలం యాభై కేజీల శాటిలైట్ని పెట్టేసి పంపిస్తాను అనుకోండి మనకి లాస్ కాబట్టి ఏమవుతుంది చాలా రోజుల వరకు ఆగి ఒక మిషన్స్ అంటే ఇద్దరు ముగ్గురు కంపెనీ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి అవన్నీ కలిపి ఒకేసారి పంపిస్తామన్నమాట ఒక మూడు నాలుగు శాటిలైట్లు అయిన తర్వాత సో అలా ఏమవుతుంది మనకి డిలే అవుతుంది చిన్న చిన్న శాటిలైట్స్ పంపాలనుకునే వారికి అంత ప్రోత్సాహకంగా లేదు మన ఇండస్ట్రీ సో ఈవెన్ చిన్న చిన్న శాటిలైట్స్ని మైక్రో అండ్ స్మాల్ ఐదు వందల కేజీల లోపు పది కేజీల పైన ఉన్నటువంటి శాటిలైట్లను సైతం పంపించేందుకు గాను ఇస్రో వారు తీసుకొచ్చినటువంటి ఒక కొత్త లాంచ్ వైకిలే ఈ యొక్క స్మాల్ శాటిలైట్ లాంచ్ వైకిల్ అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈ స్మాల్ శాటిలైట్ లాంచ్ వైకిల్లో అండి ఎన్ని స్టేజెస్ ఉంటాయంటే మూడు స్టేజెస్ ఉంటాయండి ఈ మూడు స్టేజెస్ కూడా పూర్తిగా సాలిడ్ స్టేట్సే ఏంటండి పూర్తిగా సాలిడ్ స్టేటే first stage second stage and third స్టేజ్లో మూడు కూడా సాలిడ్ ఫ్యూయల్ లేదా సాలిడ్ మోటార్తో నడుస్తాయన్న విషయాన్ని I please request please write down దీంట్లో ఎక్కడా కూడా ఒకే ఒక చోట్లో లిక్విడ్ యూజ్ చేస్తాం అది ఎక్కడ అంటే ఫైనల్ స్టేట్లో పేలోడ్ ఫేరింగ్ దగ్గర విహెచ్ఎం అని ఉంది కదా విటిఎం అని ఉంది కదా అది ఏంటో నేను మీకు చెప్తాను దానికి వెళ్ళే ముందు కేవలం ఈ ఫైనల్ స్టేజ్లో మాత్రమే మనం లిక్విడ్ మోటార్ని వాడతాము మిగతా మొత్తం మూడు స్టేజ్లు ఏవైతే ఉన్నాయో అవి అన్నీ కూడా మనం వాడేది ఏంటి అంటే సాలిడ్ ఫ్యూయల్ అన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి అయితే ఈ యొక్క small satellite mission small satellite launch vehicle SSLV ఏదైతుందో ఇప్పుడు చేసినటువంటి మిషన్లో ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్ నెంబర్ టూతో పాటు ఆజాదీ శాట్ ఏంటండి ఆజాదీ శాట్ అనే ఈ రెండు శాటిలైట్స్ని మనం పంపడం జరిగింది ఈ రెండు శాటిలైట్లు కూడా దాన్ని నిర్దీత కక్షలు కక్షలోకి పెట్టలేకపోయాం we lost to put them in to there designated orbit okay వాటికి సంబంధించిన డెసిగ్నేటెడ్ డెసిగ్నేటెడ్ ఆర్బిట్లో మనం ప్లేస్ చేయలేకపోయాం that is why this mission has failed okay so ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు మళ్ళీ చెప్తాను స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఐదు వందల కేజీల వరకు ఉన్న శాటిలైట్స్ని ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఎత్తు వరకు పెట్టేందుకు గాను ఉపయోగించుకునేందుకు మనం తయారు చేసుకున్నాం దీంట్లో మూడు స్టేజులు కలిగి ఉంటాయి ఆ మూడు స్టేజులు అన్నీ కూడా సాలిడ్ ఫ్యూలే ఉపయోగిస్తాయన్న విషయాన్ని మళ్ళీ చెప్తున్నాను ప్రస్తుతం జరిగినటువంటి స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ మిషన్లో రెండు శాటిలైట్లను ఇమర్చడం జరిగింది అందులో వచ్చేసి ఆజాదీ శాట్ అనేది చాలా చిన్న శాటిలైట్ చాలా తక్కువ బరువున్న శాటిలైట్ ఈ స్టూడెంట్స్ చేత తయారు చేయబడింది ఆ తర్వాత ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్ వచ్చేసి కొంచెం పెద్దది ఓకే సో ఈ మిషన్ అనేది ఫెయిల్ అయిందన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి so why are what are the small satellite launch vehicles ముఖ్యంగా ఈ యొక్క శాటిలైట్ లాంచ్ వెహికల్ ఏదైతే ఉందో దీని స్పెసిఫికేషన్స్ ఈ యొక్క శాటిలైట్ లాంచ్ వెహికల్ యొక్క స్పెసిఫికేషన్స్ కనుక చూస్తే దీని ఎత్తుతో పాటు వెడల్పును కూడా ఒకసారి చూసినట్టయితే these are almost thirty four meter in length height వచ్చేసి ముప్పై నాలుగు మీటర్లు ఉంటుందండి థర్టీ ఫోర్ మీటర్ దీని యొక్క డయామీటర్ వచ్చేసి it will be almost two meters in diameter వీటి యొక్క మేజర్ ఏం ఏంటంటే దాదాపు ఐదు వందల కిలోల బరువు ఉన్నటువంటి శాటిలైట్ని ఐదు వందల కిలోమీటర్ల పైన ఉన్నటువంటి ఆర్బిట్స్లో పెట్టేందుకు గాను వీటిని ఉపయోగిస్తాం ప్రస్తుతం జరిగినటువంటి ఈ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఎక్కడి నుంచి జరిపామంటే మనం శ్రీహరికోట నుంచి జరిపాం ఎక్కడండి శ్రీహరికోట శ్రీహరికోట కానీ ఈ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ని తయారు చేసింది ఎవరు అంటే మన ఇస్రో వారే తయారు చేశారండి అది కూడా ఇంపార్టెంటే సో నెక్స్ట్ సో దీంట్లో ఈ యొక్క మూడు సాలిడ్ స్టేజెస్ ఉన్నాయని కానీ first stage second stage third స్టేజ్లో సాలిడ్ బూస్టర్స్ ఉన్నాయి అంటే సాలిడ్ మోటార్స్ ఉన్నాయి ఈ ఫస్ట్ స్టేజ్లో ఉన్నటువంటి సాలిడ్ మోటార్ వచ్చేసి కొంచెం పవర్ఫుల్ దీని కెపాసిటీ వచ్చేసి ఎయిటీ సెవెన్ టన్ అంటే ఒక ఎయిటీ సెవెన్ టన్ ఉన్నటువంటి శాటిలైట్ని సైతం మీదికి తీసుకెళ్ళగలిగే కెపాసిటీ సెకండ్ స్టేజ్లో seven point seven ton third స్టేజ్లో four point five ton capacity ఉన్నటువంటివి ఉంటాయి అదే కాకుండా ముఖ్యంగా దీని ఉద్దేశం మైక్రో మినీ మరియు నానో శాటిలైట్స్ అంటే పది కేజీల నుంచి ఐదు వందల కేజీల వరకు ఉన్నటువంటి శాటిలైట్స్ని మనం లాంచ్ చేయడం అయితే ఫైనల్ స్టేజ్లో మీకు ఇక్కడ చెప్పాను కదా ఇక్కడ విటిఎం అనేది ఒకటి ఉంది దీని గురించి మీరు నోట్ చేసుకోండి నేను మీకు చెప్తానన్నాను కదా ఈ విటిఎం అనేది ఇక్కడ వచ్చింది చూడండి VTM is nothing but velocity trimming module ఏంటండి రాసుకోవాలి వెలాసిటీ ట్రిమ్మింగ్ ట్రిమ్మింగ్ మాడ్యూల్ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి velocity trimming module is nothing but మీరు అంతరిక్షంలోకి వెళ్ళిపోయిన తర్వాత నిర్దీత కక్షలో మీ యొక్క శాటిలైట్లని పెట్టేందుకు గాను మీరు ఒక లిక్విడ్ బూస్టర్స్ అంటే అంతరిక్షంలో కూడా మిమ్మల్ని కొద్దిగా ఎత్తుకు తీసుకెళ్లేందుకు వాడేటటువంటి లిక్విడ్ బూస్టర్ లిక్విడ్ ఇది దేంతో పనిచేస్తుంది లిక్విడ్ ఫ్యూయల్ లిక్విడ్ ఫ్యూయల్తో పనిచేసేటటువంటి ఒక మోటారే వెలాసిటీ ట్రిమ్మింగ్ మాడ్యూల్ ఇదే స్టేజ్లో మనం ఇప్పుడు ఫెయిల్ అయ్యామన్నమాట ఈ వెలాసిటీ ట్రిమ్మింగ్ మాడ్యూల్ ఒక ఆరు వందల సెకండ్ వెలగాల్సింది కేవలము మినిమం తొమ్మిది సెకండ్లు వెలగాల్సింది ఒక సెకండ్ పాయింట్ వన్ సెకండ్స్లోనే ఆగిపోయింది అనమాట సో ఇక్కడ మనం ఫెయిల్ అయిపోయాం వెలాసిటీ ట్రిమ్మింగ్ మాడ్యూల్ అంటే ఏంటంటే ఒక లిక్విడ్ మోటార్ లేదా ఒక లిక్విడ్ బూస్టార్ అనమాట అంతరిక్షంలో నిర్దీట కక్షలో మన శాటిలైట్స్ని పెట్టేందుకు వాడేటటువంటి ఒక ఇంపార్టెంట్ పరికరం very important note down velocity trimming module okay so next దీన్ని ఈ యొక్క మిషన్ని మనం పెట్టిన పేరేంటి అంటే D one small satellite launch vehicle D one okay దీని యొక్క key features low cost low turn around అలానే మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సి వస్తుంది దీన్ని లాంచ్ చేయడానికి మల్టిపుల్ శాటిలైట్స్ని సైతం లాంచ్ చేసుకోవచ్చు అంటే పెరుగుతున్నటువంటి శాటిలైట్ డిమాండ్ని కూడా రీచ్ అయ్యేటటువంటి అవకాశాలు ఈ యొక్క మిషన్ ద్వారా మనకు దక్కుతాయి అలానే ఈ యొక్క ఎస్ఎస్ఎల్వి డి వన్ మిషన్లో నేను చెప్పాను రెండు ఇంపార్టెంట్ శాటిలైట్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసి earth observatory satellite two okay అంతరిక్షం నుంచి మన ఎర్త్ని ఇంకా క్షుణ్ణంగా పరిశీలించేందుకు కావలసినటువంటి బేసిక్ ఇమేజెస్ని పొందేందుకు గాను ఈ యొక్క earth observatory satellite okay it has high optical imaging sensors to observe in infrared band ఇన్ఫ్రారెడ్ బ్యాండ్లో మన ఎర్త్ యొక్క పిక్చర్స్ని క్లియర్గా ఇచ్చేందుకు గాను ఈ యొక్క ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్ని ఈ మిషన్లో పెట్టడం జరిగింది అలానే ఇంకో శాటిలైట్ ఉందని చెప్పాను దాని పేరే ఆజాదీ శాట్ ఇది పిల్లలు తయారు చేశారండి ఇది ఒక చిన్న ఎనిమిది కేజీల బరువు ఉన్నటువంటి శాటిలైట్ ఇది ముఖ్యంగా అప్పర్ అట్మాస్ఫియర్ ఏంటండి అప్పర్ అట్మాస్ఫియర్ అట్మాస్ఫియర్ ని స్టడీ చేసేందుకు దాని అనగా ఫెమ్టో ఎక్స్పెరిమెంట్స్ చిన్న చిన్నగా రేడియో ఫ్రీక్వెన్సీస్ వల్ల జరిగేటటువంటి హానికరాలు ఏంటివి అయనైజింగ్ రేడియేషన్ అనేది ఏంటివి అలాంటి ఎక్స్పెరిమెంట్స్ తయారు చేసి మీద రీడింగ్స్ తీసుకునేందుకు తీసుకొచ్చినటువంటి శాటిలైటే ఈ ఆజాదీ శాట్ శాటిలైట్ ఇది పూర్తిగా మన పల్లెటూర్ల నుంచి వచ్చినటువంటి గర్ల్స్ చేత దీన్ని తయారు చేయించాము under integrated space kids India అనే ప్రోగ్రామ్ కింద ఈ ఆజాదీ శాట్ అనేది చేశాము ఎంత అండి వెయిట్ ఎయిట్ కేజీస్ అందరూ గర్ల్స్ కలిసి చేశారన్న విషయాన్ని కూడా మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి మరి ఇష్యూ ఎక్కడొచ్చిందంటే చెప్పాను కదా ఈ వెలాసిటీ ట్రిమ్మింగ్ మాడ్యూల్ ఏదైతే ఉందో అండి దాదాపు ఇరవై సెకండ్ల వరకు ఇరవై సెకండ్ల వరకు అది బర్న్ అవ్వాల్సిన అవసరం ఉండే అనమాట ఆఫ్టర్ లాంచ్ లాంచ్ అయిన తర్వాత ఇరవై సెకండ్ల వరకు అది వెలగాల్సి వచ్చింది కానీ అది కేవలం పాయింట్ వన్ సెకండ్స్ మాత్రమే అది వెలిగింది ఆ తర్వాత పాడవడం వలన వాటిని నిర్దీత కక్షలో మనం పెట్టలేకపోయామన్నమాట అంటే మామూలుగా అవి సర్క్యులర్ ఆర్బిట్లో పెట్టాల్సింది ఎలిప్టికల్ ఆర్బిట్లో పెట్టాం ఎలిప్టికల్ ఆర్బిట్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి ఎలిప్టికల్ ఆర్బిట్స్ ముఖ్యంగా పార్కింగ్ పార్కింగ్ ఆర్బిట్స్ అంటాం వీటిని పార్కింగ్ అంటే నిర్దీత కక్షలో పెట్టేందుకు మనకి సమయం సరిపోనప్పుడు అంటే ఆ కక్షలో ఇతర శాటిలైట్స్ కూడా ఉంటాయి కదా సడన్గా పెడితే అవి కొలైడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అలా కాకుండా మనకి సమయం దొరకకపోతే ఫస్ట్ మనం ఎలిప్టికల్ ఆర్బిట్లో పెట్టి సమయం దొరికినప్పుడు వాటిని తీసుకెళ్ళి సర్కులర్ ఆర్బిట్లో పెడతాం అదే జరిగిందండి సర్కులర్ ఆర్బిట్లో పెట్టకుండా ఎలిప్టికల్ ఆర్బిట్లో తోసేయడం జరిగిందన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి so differences between circular and elliptical orbits కూడా నేను మీకు ఇక్కడ ఇచ్చాను ఇది కూడా ఒకసారి చూడాలి so next important current affair అండి అదేంటి అంటే స్పార్క్ అనే ఒక వర్చువల్ మ్యూజియంని ఎవరు స్టార్ట్ పెట్టారని కూడా మిమ్మల్ని క్వశ్చన్ అడగొచ్చండి India first space themed virtual museum అనమాట ఏంటండి స్పేస్ అనే ఒక థీమ్ పైన ఇస్రో వారు తీసుకొచ్చినటువంటి ఒక వర్చువల్ మ్యూజియం అంటే ఇది ఫిజికల్గా ఉండదు కేవలం కంప్యూటర్లోనే ఉంటుంది కేవలం కంప్యూటర్లోనే ఇంటర్నెట్లోనే మెటా అనే ఒక టెక్నాలజీని యూజ్ చేసి ఒక వర్చువల్ మ్యూజియంని తయారు చేశాము దాని పేరే స్పార్క్ ఇస్తారండి రేపు క్వశ్చన్ స్పార్క్ అనేది ఏ దేనికి సంబంధించినటువంటి వర్చువల్ మ్యూజియం అంటే స్పేస్ సెగ్మెంట్కి సంబంధించినటువంటి వర్చువల్ మ్యూజియం మీరు కనుక ఈ స్పార్క్ అనే ఒక వెబ్సైట్ని కనుక రీచ్ అయినప్పుడైతే మీరు అందులో లోపలికి వెళ్తే ఇస్రోకి సంబంధించినటువంటి లాంచ్ వెహికల్స్ లాంచ్ వెహికల్స్ వాటికి సంబంధించినటువంటి టెక్నాలజీ గురించి అవగాహన వాటి యొక్క ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ వీడియోస్ ఇమేజెస్ ఇవన్నిటి గురించి కూడా అవి చెప్తూ వస్తాయి సో ఈ యొక్క స్పార్క్ అనేది దేనికి సంబంధించింది అంటే India's first space themed virtual museum అది ఏంటి అంటే స్పార్క్ దీన్ని ఎవరు లాంచ్ చేశారు అంటే ఇస్రోకి చెందినటువంటి ఇస్రో చైర్మన్ అయినటువంటి ఎస్ సోమనాథ్ గారు దీన్ని లాంచ్ చేశారన్న విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి ఓకే సో నెక్స్ట్ ఇంపార్టెంట్ అండి union ministry of health union ministry of state for health ministry of state for health health minister సింపుల్గా చెప్పాలంటే హెల్త్ మినిస్టర్ గారు ఒక కొత్త యాప్ని లేదా ఒక కొత్త ప్రోగ్రామ్ని కూడా లాంచ్ చేశారు దాని పేరే Palan thousand national campaign and parenting app దాని పేరేంటండి పాలన్ థౌజండ్ అంటే ఒక బిడ్డ పుట్టినప్పటి నుంచి వెయ్యి రోజుల వరకు కూడా ఆ బిడ్డకి మనం అందించాల్సిన పోషక ఆహారాలు కానివ్వండి కేర్ కానివ్వండి ఫిజికల్ ఫిజికల్ మెంటల్ కేర్ కూడా మెంటల్ కేర్ కూడా ఏ విధంగా అందిస్తే ఆ పిల్లవాడు రేపు ఆరోగ్యంగా ఉండగలుగుతాడో వాటికి సంబంధించిన పూర్తి అవగాహనని తల్లులకు అందించేందుకు గాను కేంద్ర ప్రభుత్వం వారు తీసుకొచ్చినటువంటి ఒక ఏ ఈ పాలన్ థౌజండ్ అంటే దాదాపు రెండు సంవత్సరాల వరకు అప్ టు టూ ఇయర్స్ ఆ చిల్డ్రన్ని ఏ విధంగా కాపాడుకోగలము ఫిజికల్లీ మెంటల్లీ అన్ని విధాలుగా ఏ విధంగా కాపాడాలో దానికి సంబంధిత ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఏది అంటే యాప్ పేరు Palan thousand journey of the first thousand days theme ఏంటి అండి పిల్లవాడు పుట్టినప్పటి నుంచి మొట్టమొదటి వెయ్యి రోజుల వరకు ఎలాంటి జర్నీ ఉండాలి ఎలాంటి కేర్ తీసుకోవాలో దాని గురించి పూర్తిగా చెప్పేటటువంటి ఒక యాపే ఈ యొక్క పాలన్ థౌజండ్ అనే app next important current affair అండి ఒక ఇంపార్టెంట్ ఎక్సర్సైజెస్ చూద్దాం ఈ నెలలో జరిగినటువంటి డిఫెన్స్ ఎక్సర్సైజెస్ అది ఏంటి అంటే ఫస్ట్ది exercise VINBAX exercise VINBAX ఈ ఎక్సర్సైజ్ వచ్చేసి Vietnam VINBAX Vietnam India exercise very very important ఇది ఆర్మీ ఎక్సర్సైజ్ ఏంటండి ఇది ఆర్మీకి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ ఎవరితో చేశాము అని రేపు మిమ్మల్ని కనుక ఒక క్వశ్చన్ అడిగితే అది వియత్నాంతో చేశాం ఎక్సర్సైజ్ విన్ బ్యాగ్స్ ఓకే ఈ ఎక్సర్సైజ్ విన్ బ్యాగ్స్ యొక్క థీమ్ ఏంటి అని కూడా మిమ్మల్ని అడగవచ్చండి ఈ యొక్క థీమ్ ఏంటి అంటే employment and deployment of an engineer company and medical team as a United Nation contingency for peacekeeping operations. కలిసికట్టుగా మనము యునైటెడ్ నేషన్ పీస్ కీపింగ్ ఆర్గనైజేషన్కి ఏ విధమైన ప్రోత్సాహం చేయగలము ఆ సంబంధించినటువంటి స్కిల్స్ని ఎలా డెవలప్ చేయాలనేదే దీని యొక్క theme please note down the theme దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇది థర్డ్ ఎడిషన్ అండి వియత్నాం మరియు ఇండియా మధ్యలో జరిగినటువంటి మూడవ exercise VINBAX two thousand twenty two okay మనకి యాక్ట్ ఈస్ట్ పాలసీ కింద వియత్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అదే కాకుండా వియత్నాంతో మనకు కాంప్రిహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఉంది అది కూడా ఇంపార్టెంట్ అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనమాట ఇద్దరికి ఇద్దరికి సంబంధించినటువంటి స్ట్రాటజీస్లో హెల్ప్ చేసుకుంటూ ఉంటాం అది ఇంపార్టెంట్ పాయింట్ అలానే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ యొక్క exercise the exercise called VINBAX యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే హ్యుమానిటేరియన్ మరియు డిజాస్టర్ రిలీఫ్ అంటే ఒక సునామీ వచ్చినప్పుడో లేకుంటే ఫ్లడ్స్ వచ్చినప్పుడో ఏ విధంగా మీరు హెల్ప్ చేయగలుగుతారో అటువంటి డెమాన్స్ట్రేటివ్ స్కిల్స్ని ఇక్కడ వాళ్ళు ఎక్సర్సైజ్ చేయడం జరిగిందన్న విషయాన్ని కూడా మీరు నోట్ చేసుకోవాలి ఎక్సర్సైజ్ విన్ బ్యాగ్స్ ఏ రెండు దేశాల మధ్యలో జరిగింది అని డైరెక్ట్గా అడిగితే వి గుర్తుపెట్టుకోండి వి అంటే వియత్నాం ఐ అండ్ ఐఎన్ అంటే India bilateral army exercise B అంటే బైలేటరల్ ఏ అంటే ఆర్మీ ఎక్స్ అంటే exercise Vietnam India bilateral army exercise very very important ఇది చండీ మందిర్లో జరిగిందండి that is very important next exercise Al Najah exercise Al Najah ఇది ఎవరి మధ్యలో జరిగిందంటే ఇండియా మరియు Oman India and Oman very very important ఈ ఎక్సైజ్ అల్ నజా వచ్చేసి ఇండియన్ ఆర్మీ మరియు రాయల్ ఆర్మీ ఆఫ్ ఒమాన్ వారు ఇద్దరు కలిసికట్టుగా చేసినటువంటి ఒక జాయింట్ ఎక్సర్సైజ్ అండి ఇది ఫోర్త్ ఎడిషన్ ఇలా మనం ఆల్రెడీ మూడు చేసాం ఇది నాలుగవ ఎడిషన్ అండి ఈ జాయింట్ ఎక్సర్సైజ్ యొక్క ఫోకస్ ఏరియాస్ ఏంటివి ఫోకస్ ఏరియాస్ ఏంటివి అంటే కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ ఏ విధంగా చేయాలి పీస్ కీపింగ్ ఆపరేషన్స్ ముఖ్యంగా యుఎన్ కింద ఏ విధంగా మనం సహాయపడగలం రీజనల్లో ఉన్నటువంటి సెక్యూరిటీని శాంతి భద్రతలని ఏ విధంగా కాపాడగలం అలానే జాయింట్ ఫిజికల్ ట్రైనింగ్ మరియు టాక్టికల్ డ్రిల్స్ ఇందులో చేస్తూ ఉంటాం మరి ఇదే ఓమాన్తో వేరే ఎక్సర్సైజెస్ ఏమైనా చేస్తున్నామా అంటే చేస్తున్నాం ఓమాన్తో మనకి నావల్ ఎక్సర్సైజ్ కూడా ఉందండి దాని పేరే Naseer al Bahr Naseem Al Bahr very important మరియు ఎయిర్ ఫోర్స్ ఎక్సైజ్ ఏంటి అంటే ఈస్టర్న్ బ్రిడ్జ్ ఈస్టర్న్ బ్రిడ్జ్ అనే ఎక్సైజ్ ఏ రెండు దేశాల మధ్యలో జరుగుతుందంటే భారతదేశం మరియు ఇండియా అండ్ ఒమాన్ ఇద్దరు air force royal air force of Oman మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇద్దరు కలిసికట్టుగా చేసే ఎక్సైజ్ పేరే ఈస్టర్న్ బ్రిడ్జ్ అనమాట సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్లో ఏంటంటే అండి ఎక్సర్సైజ్ పిచ్ బ్లాక్ ఈ పిచ్ బ్లాక్ అనే పేరు వింటే వెంటనే పెట్టాల్సింది ఏంటంటే ఆస్ట్రేలియాతో చేసినటువంటి ఎక్సర్సైజ్ అనమాట భారతదేశం మరియు ఆస్ట్రేలియా ఇద్దరు కలిసికట్టుగా చేసినటువంటి ఎక్సర్సైజ్ పేరే ఈ ఎక్సర్సైజ్ పిచ్ బ్లాక్ అనే ఎక్సర్సైజ్ దీంట్లో కూడా భారతదేశానికి చెందినటువంటి Indian Indian air force and Australian air force ఇద్దరు కలిసికట్టుగా చేసినటువంటి ఎక్సర్సైజే ఈ ఎక్సర్సైజ్ పిచ్ బ్లాక్ అండి ఎవరు అండి air force air force very important okay ఈ ఎక్సైజ్ పిచ్ బ్లాక్లో కేవలం ఇండియా అండ్ ఆస్ట్రేలియానే కాకుండా కొన్ని ఇతర దేశాలు కూడా పార్టిసిపేట్ చేశాయి అది ఏంటివి ఏంటివంటే Japan Indonesia Germany France Canada Malaysia Netherlands New Zealand Philippines South Korea Singapore Thailand UAE UK మరియు యుఎస్ఏ కూడా పార్టిసిపేట్ చేశాయి వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి నార్థన్ ఆస్ట్రేలియా ప్రాంతంలో నార్థన్ ఆస్ట్రేలియా ప్రాంతంలో ఉన్నటువంటి ఎన్వైరన్మెంట్లో మనం ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్స్ ఏ విధంగా చేయాలో వాటిని ప్రాక్టీస్ చేసేందుకు గాను తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప ఇనిషియేటివ్ ఎక్సర్సైజ్ పిచ్ బ్లాక్ ఎవరి మధ్యలో ఇన్ ఆస్ట్రేలియా మరియు భారతదేశంతో పాటు కొన్ని ఇతర దేశాలు కూడా పార్టిసిపేట్ చేశాయి ఈ ఎక్సర్సైజ్ పిచ్ బ్లాక్ ఎవరి మధ్యలో జరుగుతుందంటే ఎయిర్ ఫోర్సెస్ మధ్యలో జరుగుతుంది ఓకే అలానే మనం ఆస్ట్రేలియాతో చేసేటటువంటి ఇతర డిఫెన్స్ ఎక్సర్సైజెస్ ఏమైనా ఉన్నాయంటే చూద్దాం ఫస్ట్ ఎక్సైజ్ వచ్చేసి ఆస్ట్ హింద్ ఇది ఆర్మీ ఎక్సైజ్ అంది కేవలం భారతదేశం ఆస్ట్రేలియా మాత్రమే అలానే ఆస్ ఇండెక్స్ ఇది ఇండియా మరియు ఆస్ట్రేలియా మధ్యలో జరిగేటటువంటి నావల్ ఎక్సైజ్ ఇంకోటి మలబార్ ఎక్సైజ్ అండి ఇది భారతదేశమే కాకుండా యుఎస్ఏ మరియు ఆస్ట్రేలియా మరియు జపాన్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తా అన్న విషయాన్ని మీరు దయచేసి గుర్తించాలన్న విషయాన్ని నేను నోట్ చేస్తున్నా very important to note this down so next science and technology పరంగా ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఏంటి అంటే ఇంకోటి లంపీ స్కిన్ డిజీజ్ అనే ఒక డిజీజ్ కూడా న్యూస్లో ఉందండి ఉత్తర భారతదేశంలో నార్త్ నార్త్ ఇండియాలో అత్యధిక మొత్తంలో జంతువులకి ఒక వ్యాధి అనేది సోకడం జరిగిందండి ఈ యొక్క వ్యాధి పంతొమ్మిది వందల ఇరవై ఆరులో కనిపెట్టబడిందండి ఇది ఆఫ్రికా ప్రాంతంలో మనం చూస్తామన్నమాట ఆఫ్రికా ప్రాంతంలో మనకు ఎక్కువగా కనిపిస్తుంది ఇంతకుముందు కేవలం ఆఫ్రికాలో ఉన్నటువంటి వ్యాధి ఇప్పుడు భారతదేశంలో కూడా ఇది స్ప్రెడ్ అయిపోయింది లంపీ స్కిన్ డిజీజ్ అంటే ఇలా ఆవులకి ముఖ్యంగా మన పాడి పశువులకన్నిటికీ కూడా వాటి చర్మం పైన బొబ్బలు అనేటివి ఏర్పడతాయన్నమాట lumpy skin disease affects cows and buffalo and ఈ డిజీజ్ దేనివల్ల సంభవిస్తుందంటే క్యాప్రీపాక్స్ ఏంటండి క్యాప్రీపాక్స్ అనే ఒక వైరస్ వల్ల మనకి ఇది స్ప్రెడ్ అవుతూ ఉంటుందన్నమాట క్యాప్రీపాక్స్ ఒక లక్కీ ఏంటంటే it is not a zoonotic disease zoonotic disease కాదు జునోటిక్ డిజీజ్ యొక్క మీనింగ్ అంటే ఏంటండి జునోటిక్ డిజీజ్ యొక్క మీనింగ్ ఏంటంటే ఎనిమల్ నుంచి మనిషికి ఎనిమల్ టు హ్యూమెన్ కనుక స్ప్రెడ్ అయితే దాన్ని జునోటిక్ డిజీజ్ అంటాం ఒక జంతువు నుంచి మనిషికి కనుక ఆ వ్యాధి సోకితే దాన్ని జునోటిక్ డిజీజ్ అంటాం లక్కీగా ఈ లంపీ స్కిన్ డిజీజ్ దీనికి కారణం ఏంటి పాక్స్ అనే వైరస్ వల్ల వచ్చే ఈ లంపీ స్కిన్ డిజీజ్ మనుషులకి సోకదు మనుషులకి అంటదు కేవలం జంతువు మరియు జంతువుల మధ్యలో మాత్రమే ఇది ట్రాన్స్మిట్ అవుతుంది animal to animal transmission okay so దీనికైతే ప్రత్యేకించి ఇప్పటివరకైతే ఎటువంటి ట్రీట్మెంట్ లేదు అండి దాన్ని దాన్ని నొప్పి తగ్గించేందుకు దాంట్లో నుంచి వస్తున్న సెక్రీషన్స్ తగ్గించేందుకు మాత్రమే మనం దీన్ని చేస్తూ ఉంటాం okay it is very genetically ఈ యొక్క వైరస్ ఏదైతే ఉందో లంపీ స్కిన్ డిజీజ్ వైరస్ ఏదైతే ఉందో గోట్ పాక్స్ మరియు షీప్ పాక్స్లకి చాలా దగ్గరగా ఉంటుందండి ఓకే వీటి యొక్క రక్తంలో కూడా ఈ యొక్క వైరస్ ఉంటూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క డిజీజ్ వచ్చినటువంటి ఆవుని లేదా బఫెలోని దూరం చేయడం చాలా ముఖ్యం వీటికి నోట్లో నుంచి ముక్కులో నుంచి సెక్రీషన్స్ అనేటివి ఎక్కువగా అవుతూ ఉంటాయి ఈ స్కిన్ అంతా కూడా ఇక్కడ చూడండి ఇక్కడ బొబ్బలు వచ్చేసాయి ఈ స్కిన్ అంతా కూడా ఈ స్కిన్ అంతా కూడా చూడండి so these are all the lumpy skin areas what you can see in this picture okay so high secretions are there even its blood contains this virus apart from that it spreads only between animals it's not in the the అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ చిన్న కరెక్షన్ నేను నైన్టీన్ ట్వంటీ సిక్స్ అని చెప్పాను అక్కడ కరెక్షన్ చేసుకోండి నైన్టీన్ ట్వంటీ నైన్లో ఆఫ్రికాలో మొట్టమొదటిసారిగా కనిపెట్టాం సో ప్రజెంట్లీ ఇది చాలా ఏరియాస్లో స్ప్రెడ్ అయిపోయిందండి ఇప్పుడు it was first reported in Asia and Pacific region north west of చైనాలో బంగ్లాదేశ్లో మరియు ఇండియాలో కూడా ఈ యొక్క డిజీజ్ అనేది స్ప్రెడ్ అయి ఉందన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి so at last treatment complete treatment అంటూ ఏది ఉండదు ఒకసారి ఈ యొక్క ఎనిమల్ అనేది రికవర్ అయితే it will it is well protected and cannot source of secretion to other animals అంటే ఒక్కసారి తను కనుక రికవర్ అయిందంటే ఆ యానిమల్ ఆ వ్యాధిని ఇంకో యానిమల్కి అంటించే అవకాశం ఉండదు కానీ సక్సెస్ఫుల్ కంట్రోల్ అండ్ ఎలాడికేషన్ అనేది దేనిపైన డిపెండ్ అవుతుందంటే రైతులకి అవగాహన కల్పించడంలో డిపెండ్ అయి ఉంటుందన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి so very very important regarding all these so apart from that కొంచెం హిస్టరీలో కూడా ఈ నెలలో ఒక ఇంపార్టెంట్ హిస్టరికల్ ఈవెంట్ ఉంది దాని పేరే క్విట్ ఇండియా మూమెంట్ దీన్నే August Andolan August August movement August movement లేదా భారత్ చోడో ఆందోళన్ అని కూడా పిలుస్తాం క్విట్ ఇండియా మూమెంట్ అనేది ఏ రోజు స్టార్ట్ చేశామంటే ఆగస్ట్ ఎయిత్ నైన్టీన్ ఫార్టీ సెవెన్లో బాంబేలో మహాత్మా గాంధీ గారు ఎక్కడ అండి బాంబేలో మహాత్మా గాంధీ గారు ఒక స్పీచ్ ఇచ్చేసిన తర్వాత ఒక గొప్ప స్లోగన్ ఇస్తారు do or die do or die మనము అంతవరకు పోరాడుదాం మనం స్వతంత్రం అనే నినాదం డూ ఆర్ డై అనే నినాదం మహాత్మా గాంధీ గారు ఎప్పుడు ఇస్తారు అంటే క్విట్ ఇండియా మూమెంట్ దీన్నే ఆగస్ట్ మూమెంట్ లేదా ఆగస్ట్ క్రాంతి ఆగస్ట్ క్రాంతి అని కూడా పిలుస్తూ ఉంటామన్నమాట ఈ యొక్క క్విట్ ఇండియా మూమెంట్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకుందాం okay August eighth nineteen forty two నాటిన అంటే దాదాపు ఎన్ని సంవత్సరాలైందండి ఎనభై సంవత్సరాల మనం ఈ యొక్క క్విట్ ఇండియా మూమెంట్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం అన్నమాట okay very important Bharat Chhodo అనే ఒక స్లోగన్ భారత్ చోరో భారత్ చోరో చోరో అనే స్లోగన్ కూడా ఈ యొక్క క్విట్ ఇండియా మూమెంట్కి సంబంధించిందే బాంబేలో జరిగినటువంటి ఏఐసిసి సెషన్లో ఎయిత్ ఆగస్ట్ పంతొమ్మిది వందల నలభై రెండులో ఈ మూమెంట్ అనేది స్టార్ట్ చేశాం ఈ మూమెంట్ స్టార్ట్ అయిన తర్వాత మహాత్మా గాంధీ గారు ఒక్కొక్క శాఖ వారికి కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారనమాట అంటే ఎవరు కూడా వారి ఉద్యోగాలు వదిలి పెట్టాల్సిన అవసరం లేదు జాబ్స్లో ఉన్నవారు జాబ్స్ను వదిలేయకండి జాబ్లో ఉండండి కానీ బ్రిటిష్ వారికి సపోర్ట్ చేయకండి బ్రిటిష్ నో సపోర్ట్ బ్రిటిష్ వారికి సపోర్ట్ చేయకండి మరి ప్రిన్స్లీ స్టేట్స్లో మనకి హైదరాబాద్ లాంటి ప్రిన్స్లీ స్టేట్స్ కూడా ఉండే కదా ఆ కాలంలో ఈ ప్రిన్స్లీ స్టేట్స్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వారు ఒకవేళ వాళ్ళ కింగ్ గనక వాళ్ళ రాజు గనక కింగ్ గనక స్వతంత్రానికి అనుకూలించినట్టయితే వారికి మద్దతు ఇవ్వండి ఒకవేళ రాజు గనక స్వతంత్రానికి మద్దతు ఇవ్వకపోతే వారిని కూడా నిరాకరించండి ట్యాక్సులు కట్టకండి ట్యాక్సులు కట్టకండి ఆర్మీలో ఎవరైనా భారతీయులు ఉన్నట్టయితే ఆర్మీలో భారతీయులు ఉన్నట్టయితే ఆర్మీలను వదలకండి కానీ మీ యొక్క లీడర్లు మాత్రం ప్రజలపైన గన్ ఫైర్ చేయాలన్నప్పుడు అప్పుడు మాత్రం మీరు చేయకండి అందరూ కూడా ఐఎన్సీకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి కట్టుబడి ఉండండి అని చెప్పేసి కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం జరిగిందండి వీరి స్పీచ్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ యొక్క పూర్తి క్విట్ ఇండియా మూమెంట్ యొక్క స్పెషాలిటీ కూడా ఏంటంటే అండి ఒక్క కమ్యూనల్ క్లాషెస్ కూడా జరగలేదు ఇక్కడ కమ్యూనల్ క్లాషెస్ కమ్యూనల్ క్లాషెస్ అనేటివి జరగలేదు ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ప్యారలల్ గవర్నమెంట్స్ ప్యారలల్ గవర్నమెంట్ అంటే గవర్నమెంట్కి ఆపోజిట్గా సొంత గవర్నమెంట్లు కూడా ఎస్టాబ్లిష్ అయ్యాయండి ఈ యొక్క క్విట్ ఇండియా మూమెంట్లో very very important movement Cripps mission ఏంటండి క్రిప్స్ మిషన్ ఫెయిల్ అయిన తర్వాత వచ్చినటువంటి ఒక గొప్ప క్రాంతియే ఈ యొక్క quit India movement very very important movement ఎప్పుడు జరిగింది eighth August nineteen forty two ఎక్కడ సెషన్లో బాంబే సెషన్లో ఇచ్చినటువంటి కంక్లూజన్స్ ఏంటివి డూ ఆర్ డై స్లోగన్ వచ్చేసి కూడా ఇంపార్టెంట్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కనుక చూసినట్టయితే చెప్పాను కదా మీకు ప్యారలల్ గవర్నమెంట్స్ ముఖ్యంగా బలియా వంటి ప్రదేశాల్లో ప్యారలల్ గవర్నమెంట్స్ అనేటివి ఏర్పడ్డాయి okay telegraphic lines poles British గవర్నమెంట్కి సంబంధించినటువంటి ప్రతి ప్రాపర్టీస్ని డిస్ట్రక్షన్ చేశాము ఓకే అర్బన్ ఏరియాస్ సైతం దీంట్లో పాల్గొన్నాయి బైకాట్ చేశాం గవర్నమెంట్స్ని ఓకే ఇందులో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అండి సి రాజగోపాలచారి గారు రాజగోపాలచారి గోపాలచారి గారు ఈ క్విట్ ఇండియా మూమెంట్లో రిజైన్ చేశారండి ఐఎన్సీకి ఐఎన్సీ నుంచి రిజైన్ చేశారు ఎందుకంటే వారికి కంప్లీట్ ఇండిపెండెన్స్కి ఇంకా భారతదేశం రెడీగా లేదన్న ఆలోచన శ్రీ రాజగోపాల్ చారి గారికి ఉండే కంప్లీట్ ఇండిపెండెన్స్ కంటే కూడా మనం ఇండిపెండెంట్గా ఉందాం కానీ బ్రిటిష్ కింద డొమినియన్ స్టేటస్ పొందుదామన్న ఆలోచన వీరికి ఉండేదండి dominion status C Rajagopalachari గారు దీనికి అగెనెస్ట్గా రిజైన్ చేశారన్న విషయాన్ని కూడా మీరు నోట్ చేసుకోవాలి మూడు డిఫరెంట్ ఫేసెస్లో జరుగుతుంది అర్బన్ స్ట్రైక్స్ అండ్ పూర్తి బైకాట్ రూపంలో ఓకే దీంట్లో హర్తాల్స్ ఉన్నాయి చాలా వరకు లాఠీ చార్జీలు ఎందరో మంది దాదాపు లక్షకి పైగా వ్యక్తుల్ని మనం జైళ్ళల్లో వేయడం జరిగింది అన్ని గవర్నమెంట్కి సంబంధించిన ప్రాపర్టీస్ని డిస్ట్రాయ్ చేయడం ఇవి కూడా జరిగాయన్నమాట సో మహాత్మా గాంధీ గారిని సైతం ప్రిజన్లో వేయడం జరిగింది వారిని పంతొమ్మిది వందల నలభై నాలుగులో రిలీజ్ చేయడం జరిగింది వారు అప్పటికి కూడా ఆగలేదండి he continuously went on for hunger strike to get India independent so this is what you have to understand about quit India movement very very important quit India movement మనకి ఎగ్జామ్కి కూడా so next important current affair ఏంటంటే అండి ఎన్వైర్న్మెంట్ సెగ్మెంట్ చూసేద్దాం ఒకసారి మనందరికీ తెలుసండి రామ్సర్ సైట్స్ని నేను గత నెలలో అంటే జూలై నెలలో కరెంట్ అఫైర్స్లో కూడా నేను చెప్పాను దాదాపు కావాల్సిన ప్రతి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కానీ జూలై నుంచి మనం ఆగస్ట్కి ట్రాన్స్ఫర్మేషన్ టైంలో భారతదేశానికి ఇంకొన్ని కొత్త రామ్సర్ సైట్స్ యాడ్ అయ్యాయి మనం డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర దినోత్సవం జరుపుకున్నందున జరుపుకుంటున్నందున మనం సెవెంటీ ఫైవ్ రామ్సర్ సైట్స్ వచ్చాయండి భారతదేశానికి రామ్సర్ సైట్స్ అంటే మన అందరికీ తెలుసు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఇరాన్లో ఉన్నటువంటి రామ్సర్ ప్రదేశంలో రామ్సర్ ప్రదేశంలో మనం వెట్ ల్యాండ్స్ని ఏంటండి వెట్ ల్యాండ్స్ని ప్రొటెక్ట్ చేసుకునేందుకు కాను తీసుకొచ్చుకున్నటువంటి ఒక ఇంపార్టెంట్ కన్వెన్షనే Ramsar convention Ramsar Convention convention on wetland protection on wetland protection మనం ఈ నేష్ ప్రపంచ వెట్ ల్యాండ్ డేని దీనికి అనుకూలంగానే సెకండ్ ఫిబ్రవరిన ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉంటాం అయితే మరి భారతదేశంలో కొత్తగా యాడ్ అయినటువంటి రామ్సర్ సైట్స్ ఏంటివి మీరు మన రామ్సర్ సైట్స్ గురించి తెలుసుకోవాలంటే గత నెలలో చెప్పినటువంటి ఎన్వైర్న్మెంట్ వీడియోని ఒకసారి రివైజ్ చేయాల్సిందిగా కోరుతున్నాను ఎందుకంటే మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం ఉండదు మీకు ఒకసారి అది వినేస్తే దానికి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అనమాట సో మరి కొత్తగా యాడ్ అయిన రామ్సర్ సైట్స్ ఒక లిస్ట్ చూసేద్దామా సో కొత్తగా యాడ్ అయినటువంటి రామ్సర్ సైట్స్ ఏంటివి ఏంటివి అంటే first one Tampara lake next Hirakud reservoir Ansupa lake Yashwant Sagar అలానే ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా జూమిన్ చేస్తున్నాను మీకోసం యశ్వంత్ సాగర్ చిత్రాంగుడి బర్డ్ శాంక్చరీ సిచిద్రం తెరూర్ wetland complex Thane creek Kanjirankulam bird sanctuary Vaduvur sanctuary Haigam wetland and Shallbugh wetland వచ్చేసి ఇవన్నీ కూడా రీసెంట్లీ యాడ్ అయినటువంటి వెట్లాండ్స్ పేర్లండి వెరీ ఇంపార్టెంట్ ఈ వెట్లాండ్స్ అనేటివి యాడ్ అయిన తర్వాత భారతదేశంలో అత్యధిక సంఖ్యలో రామ్సర్ సైట్స్ ఉన్నటువంటి రాష్ట్రం ఏది భారతదేశంలో highest number of Ramsar sites highest number of Ramsar sites Ramsar sites ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే పద్నాలుగు రామ్సర్ సైట్లతో తమిళనాడు రాష్ట్రం టాప్ ప్లేస్లో నిలిచిందనే విషయాన్ని ఇక్కడ మీరు నోట్ చేసుకోవాలి కేవలం ఇవే కాదండి వీటితో పాటు కొత్తగా యాడ్ అయినటువంటి ఇంకొన్ని రామ్సర్ సైట్స్ చూడండి పది రామ్సర్ సైట్స్ లాస్ట్గా యాడ్ అయిపోయాయి అవేంటి అంటే కూంతాకులం బర్డ్ శాంక్చరీ తమిళనాడులో ఉంటుంది సత్కోసియా గార్జ్ ఒడిస్సా సత్కోసియా మనకి నేషనల్ పార్క్ కూడా ఉంటుంది సత్కోసియా టైగర్ రిజర్వ్ కూడా ఉంటుంది నందా లేక్ ఇది గోవాలో ఉంది gulf of Mannar marine biosphere reserve Tamil Nadu Ranganathittu ఇది Karnataka very important Ranganathittu next Vembannur wetland Tamil Nadu Vellode bird sanctuary Tamil Nadu Sirpur wetland Madhya Pradesh Vedanthangal bird sanctuary Tamil Nadu అలానే ఉద్యమ this is very big name i'll just try to pronounce it for you udaya mantra udaya marthandapuram bird sanctuary this is also in tamil nadu udaya marthandapuram bird sanctuary very very important all these are important please try to note them down okay so రామ్ సార్కి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ నేను మీకు చెప్తాను నోట్ చేసుకోవాలి maximum number of Ramsar sites తమిళనాడులో పద్నాలుగు ఉత్తరప్రదేశ్లో పది ఓకే సో ఇండియా వచ్చేసి రామ్సర్ కన్వెన్షన్ని సైన్ చేసింది మాత్రం ఫస్ట్ ఫిబ్రవరి నైన్టీన్ ఎయిటీ టూన రామ్సర్ కన్వెన్షన్ సైన్ చేయడం జరిగింది అది వచ్చిన వెంటనే మనం సైన్ చేయలేదన్న విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి రెండు వేల పదమూడు వరకు కేవలం ఇరవై ఆరు సైట్లుగా ఉన్నవి ప్రస్తుతము ఈ సంవత్సరంలో మనం డెబ్బై ఐదు రామ్సర్ సైట్స్కి చేరుకున్నామన్న విషయాన్ని కూడా మీరు నోట్ చేసుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఎన్వైర్న్మెంట్లోనే నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఏంటంటే అండి ఈ నెలలో ఆగస్టు ట్వెల్త్న మనం వరల్డ్ ఎలిఫెంట్ డేని కూడా జరుపుకున్నామండి very very important when you come to the elephant ఎందుకంటే యూపీఎస్సీలో కూడా దీని గురించి అడిగారు ఎందుకంటే పంతొమ్మిది మనకి రెండు సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ గారు elephant mission mission elephant elephant mission అనే ఒక మిషన్ని స్టార్ట్ చేశారు తద్వారా మన భారతదేశంలో ఉన్నటువంటి ఏనుగులను ప్రొటెక్ట్ చేసేందుకు తీసుకొచ్చినటువంటి ఒక ఇనిషియేటివ్ని స్టార్ట్ చేయడం వల్ల ఎలిఫెంట్ గురించి న్యూస్లో నిలిచిందనమాట అప్పుడు అప్పుడు యూపీఎస్లో కూడా క్వశ్చన్స్ వచ్చాయి సో అలానే ఇప్పుడు ఎలిఫెంట్ డే కూడా న్యూస్లో ఉంది కాబట్టి ఎలిఫెంట్ గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ భారతదేశం ప్రపంచంలోనే ఎలిఫెంట్స్ కలిగినటువంటి కొన్ని దేశాల్లో ఒక దేశం మన భారతదేశం భారతదేశంలో highest number of elephants highest number of elephants ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే కర్ణాటక కర్ణాటక రాష్ట్రంలో మనకి ఎక్కువ సంఖ్యలో ఎలిఫెంట్స్ కనిపిస్తాయి కర్ణాటక తర్వాత రెండో స్థానంలో అస్సాంలో కనిపిస్తాయి అస్సాం తర్వాత మూడో స్థానంలో కేరళలో మీకు అత్యధిక సంఖ్యలో ఏనుగులు అనేటివి కనిపిస్తూ ఉంటాయి భారతదేశంలో ఎలిఫెంట్స్ పైన కూడా సెన్సస్ అనేది నిర్వహించడం జరుగుతుందండి ఆ సెన్సస్ ప్రకారం కనుక చూసినట్టయితే భారతదేశంలో రెండు వేల పదిహేడులో దాదాపు ఇరవై తొమ్మిది వేల ఎలిఫెంట్స్ అనేటివి భారతదేశంలో ఉన్నాయి కేవలం కొద్ది శాతం మాత్రమే గ్రోత్ అనేది ఉంది వీటిని సంరక్షించడం అనేది ఎంతగానో ముఖ్యమని మనకు అర్థమవుతుంది నెక్స్ట్ ఎలిఫెంట్ యొక్క ఫిజికల్ మార్ఫలాజీ కనుక చూసినట్టయితే రెండు రకాల ఎలిఫెంట్స్ ఉంటాయండి ప్రపంచంలో ఒకటి వచ్చేసి ఏషియన్ ఎలిఫెంట్ ఇంకోటి వచ్చేసి ఆఫ్రికన్ ఎలిఫెంట్ ఆఫ్రికన్ ఎలిఫెంట్ వచ్చేసి ప్రపంచంలోనే అతిపెద్ద ఎలిఫెంట్స్ అండి ఇవి ఆఫ్రికన్ ఎలిఫెంట్స్ మరియు ఆఫ్రికాలో కూడా రెండు రకాలు ఉంటాయండి ఆఫ్రికల్ వైల్డ్ ఎలిఫెంట్స్ ఉంటాయి ఆఫ్రికల్ బుష్ ఎలిఫెంట్స్ ఉంటాయి బుష్ అండ్ ఫారెస్ట్ ఆఫ్రికాలో ఉన్నటువంటి జంగళ్ళల్లో బతికేటివి ఆఫ్రికాలో ఉన్నటువంటి సవన్నా ఏరియాస్లో బతికేటటువంటి జంతువులు ఫారెస్ట్ అండ్ బుష్ ఇది వచ్చేసి మన ఏషియన్ ఎలిఫెంట్ ఇక్కడే మీరు డిఫరెన్స్ చూడవచ్చు ఏషియన్ ఎలిఫెంట్స్ యొక్క దంతాల సైజ్ కానివ్వండి దాని యొక్క హైట్ కానివ్వండి ఆఫ్రికన్ ఎలిఫెంట్ కంటే కూడా చాలా చిన్నది దాంతోపాటు వీటి యొక్క చెవుల విస్తీర్ణత కూడా ఆఫ్రికన్ ఎలిఫెంట్స్కి చాలా పెద్దది సో ఇప్పుడు మనం ఏషియన్ ఎలిఫెంట్స్ యొక్క గ్లోబల్ పాపులేషన్ కనుక చూసినట్టయితే దీంట్లో మూడు రకాలు మేజర్ ఇంపార్టెంట్ సబ్ స్పీషీస్ ఒకటి ఇండియా ఒకటి సుమత్రన్ అంటే ఇండోనేషియా ప్రాంతంలో ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి శ్రీలంక ఓకే ప్రపంచవ్యాప్తంగా వీటి పాపులేషన్ వచ్చేసి ఇరవై వేల నుంచి నలభై వేల వరకు ఏషియన్ ఎలిఫెంట్స్ ఉన్నాయి ఐయుసిఎన్ స్టేటస్ వచ్చేసి ఎండేంజర్డ్ మరియు wildlife protection act nineteen seventy టూలో స్కెడ్యూల్ వన్ స్టేటస్ ఉందండి కన్వెన్షన్ ఫర్ ఎండేంజర్డ్ స్పీసీస్ అంటే ట్రాఫికింగ్ ఆఫ్ ఎండేంజర్డ్ స్పీసీస్లో అపెండిక్స్ వన్లో పెట్టాం అంటే ఏషియన్ ఎలిఫెంట్స్ని స్మగుల్ చేయకుండా ఉండేందుకు వాటికి అత్యున్నత స్థాయి ప్రొటెక్షన్ ఇచ్చామన్న విషయాన్ని ఈ పూర్తి డేటా అనేది మనకు ప్రొవైడ్ చేస్తుంది ఈ రెండు డిఫరెన్సెసే కాకుండా మార్ఫలాజీలో ఇంకేమైనా డిఫరెన్స్ ఉన్నాయంటే ఇక్కడ చూడాలండి మీరు ఆఫ్రికన్ ఎలిఫెంట్ కనుక చూసినట్టయితే దాని ముక్కు ప్రాంతం it's nose you can see there are two fingers ఇక్కడో ఫింగర్ ఇక్కడో ఫింగర్ ఉంటుంది ఎలిఫెంట్ ఏషియన్ ఎలిఫెంట్కి మాత్రం కేవలం సింగిల్ ఫింగర్ ఉంటుంది so they are larger head size they have smaller head size okay even teeth స్ట్రక్చర్లో కూడా ఈ రెండింటి మధ్యలో చాలా వేరియేషన్స్ ఉంటాయన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి okay so this is how morphological differences between African and Asian elephants look like next African elephants IUCN status is also important population of African elephants is very large almost నాలుగు లక్షలు పైగా ఉంటాయి ఎక్కువగా సదర్న్ ఆఫ్రికా ప్రాంతంలో ఉంటాయి బోట్స్వానా లాంటి ప్రాంతాల్లో okay next IUCN status African savanna elephant వచ్చేసి ఎండేంజర్డ్ ఆఫ్రికన్ ఫారెస్ట్ ఎలిఫెంట్ వచ్చేసి అంతరించిపోయే దిశగా ఉంది క్రిటికల్లీ ఎండేంజర్డ్ సైటీస్లో ఆఫ్రికన్ ఎలిఫెంట్ సైటీస్లో కేవలం అపెండిక్స్ టూలో ఉంది ఎందుకంటే వీటి పాపులేషన్ ఎక్కువగా ఉంది కాబట్టి అలా పెట్టారనుకుందాం ఓకే కానీ ఏషియన్ ఎలిఫెంట్ మాత్రం సైటిస్లో అపెండిక్స్ వన్లో ఉంది ఇక్కడ చూపించాను కదండి సైటిస్లో అపెండిక్స్ వన్లో ఉంది Asian elephant so next important current affair ఏంటి అంటే అండి ఎన్వైరన్మెంటల్ పరంగా చూసినట్టయితే ఇండియా వచ్చేసి నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ని అప్డేట్ చేసుకుందండి అసలు ఈ నేషనల్లీ డిటర్మైన్ కాంట్రిబ్యూషన్స్ అంటే ఏంటివి అని కూడా చాలామందికి డౌట్ రావచ్చు భారతదేశము ప్యారిస్ అగ్రిమెంట్ కింద తను ఎంతవరకు సహాయపూర్వకంగానో లేదా తను ఎంతవరకు కూడా తనలో నుంచి వచ్చేటటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ని తగ్గిస్తాను అన్న టార్గెట్సే ఈ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్ తన వంతు పాత్ర తను ఎంతగా పోషిస్తుంది అని చెప్పేదే ఈ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ అన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి when you see what are the new targets ఏమేమి చేసుకుంది అంటే చూడండి fifty percent of the installed electricity భారతదేశంలో ఇన్స్టాల్ అయినటువంటి పూర్తి ఎలక్ట్రిసిటీలో యాభై శాతం వచ్చేసి మనం రెన్యువేబుల్ ఎనర్జీ ఫిఫ్టీ పర్సెంట్ ఎనర్జీనే రెన్యువేబుల్ ఎనర్జీ రూపాన మేము తయారు చేసుకుంటాం రెండు వేల ముప్పై కల్లా అని చెప్పేసి చెప్పడం జరిగింది అదొక చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట fifty percent energy green energy అంటే ఎంత కార్బన్ డైఆక్సైడ్ లేదా గ్లోబల్ వార్మింగ్ సంబంధించిన గ్యాసెస్ని రిడ్యూస్ చేస్తుందో అర్థం చేసుకోవాలి అలానే ట్యాక్స్ కన్సెషన్స్ మరియు ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేస్తాము అని చెప్తుంది ఎవరైతే రెన్యూవబుల్ ఎనర్జీస్ని అడాప్ట్ చేసుకుంటారో వారికి అదే కాకుండా committed itself 45% reduction in environmental emissions of GDP from two thousand five levels రెండు వేల ఐదులో ఉన్నటువంటి ఎమిషన్స్ లెవెల్ని మేము నలభై ఐదు శాతం వరకు తగ్గిస్తాము అని చెప్పడం కూడా ఒక important point very very important point this are all self explanatory apart from that India has also taken various other initiatives like మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇటీవల కాలంలో చెప్పారు రెండు వేల డెబ్బై కల్లా నెట్ జీరో ఎమిషన్ స్టేటస్ని మేము దక్కించుకుంటాం అంటే కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్ అనేది జీరో స్థాయికి తీసుకొస్తాము అని చెప్పడం అలానే రెండు వేల ముప్పై కల్లా ఇండియన్ రైల్వే నుంచి ఎమిషన్స్ అనేటివి తీసేస్తాం ఓకే తగ్గిస్తాము అని చెప్పడం జీరో చేయడం అలానే ఎల్ఈడి బల్బ్ మిషన్ కూడా ఉందండి మన భారతదేశంలో ఎల్ఈడి సప్లై ప్రోగ్రామ్ ఫ్రీగా ఎల్ఈడి సబ్సిడీ e చేస్తున్నాం సో ఈవెన్ ఆ క్యాంపెయిన్ కింద కూడా ఎంతగానో ఎలక్ట్రిసిటీ అనేది మనం సేవ్ చేస్తున్నాం energy services limited ESSL e వాళ్ళు ఈఎస్ఎస్ఎల్ e వాళ్ళ ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి ఎల్ఈడి బల్బ్ ప్రోగ్రామ్ని కూడా ఎక్స్పాండ్ చేయాలి అని చెప్పేసి భారతదేశం నిర్ణయం తీసుకుందన్న విషయాన్ని మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఏంటి అంటే అండి నేతాన్యహు గారు ఎవరండి వీరు పూర్వపు ఇజ్రాయెల్ రా దేశానికి కాను ఇజ్రాయెల్ దేశాన్ని యొక్క ప్రధానమంత్రిగా వీరు వ్యవహరించారు నేతాన్యహు గారు వీరు వారి యొక్క జీవిత చరిత్రని ఆటోబయోగ్రఫీని రాశారు ఆ ఆటోబయోగ్రఫీ బుక్ పేరు ఏంటి అని మీరు అంటే దాని పేరు బీబీ మై స్టోరీ సింపుల్గా బీబీ మై స్టోరీ వచ్చేసి దేనికి సంబంధించింది అని అడిగినప్పుడు మన ఇజ్రాయెల్ పూర్వపు ప్రధానమంత్రి అయినటువంటి నేతాన్యుహు గారి యొక్క ఆటోబయోగ్రఫీ అని మాత్రం మర్చిపోకండి అలానే భారతదేశపు మొట్టమొదటి త్రీ ప్రింటెడ్ హ్యూమన్ కార్నియా అనేది తయారు చేశాం దీన్ని ఎవరు తయారు చేశారు అంటే CCMB centre for cellular and molecular biology ఇది హైదరాబాద్కి చెందిందే అండి హైదరాబాద్లో ఉన్నటువంటి ఐఐటి హైదరాబాద్ వీరితో పాటు LV Prasad eye institute LV Prasad eye institute వారు కలిసికట్టుగా ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్ కార్నియాని తయారు చేశారన్న విషయాన్ని మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇప్పుడు మనం ఈ ఆర్టిఫిషియల్ కార్నియా ఏదైతుందో దాని గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నేర్చుకుందామండి ఈ ఆర్టిఫిషియల్ కార్నియా ఏదైతుందో అండి పూర్తిగా న్యాచురల్ పద్ధతిలోనే కనుక్కొనబడింది ఎటువంటి సింథటిక్ పదార్థాలు మనం యూజ్ చేయలేదు no synthetic components have been used ఇది ఫ్రీ ఫ్రమ్ ఎనిమల్ రెసిడ్యూస్ ఎటువంటి ఎనిమల్ రెసిడ్యూస్ అనేటివి వీటిపైన ఉండదు కార్నియా మనందరికీ తెలుసు front portion of the eye ఏదైతే మన ఐలోకి ఫోకస్ని సెట్ చేస్తుందో అదే మన ఈ కార్నియా కార్నియా డిఫార్మిటీ వలన మనకి ఎంతో వరకు ఐసైట్ అనేది వస్తుంది జనరలీ నెక్స్ట్ ఈ కార్నియా ఏదైతే ఉందో అండి బయో ఇంక్ ద్వారా మనం తయారు చేసుకున్నాం ఈ బయో ఇంక్ని ముఖ్యంగా ఆర్మీ వెటరన్స్లో ఎవరికైతే సైట్కి సంబంధించినటువంటి ఇంజూరీస్ దొరుకుతాయో వారికి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పేసి దీని యొక్క ముఖ్య ఉద్దేశం వెరీ ఇంపార్టెంట్ సింప్లీ ఒక క్వశ్చన్ వస్తుందండి ఆర్టిఫిషియల్ కార్నియా అనేది భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఎవరు కనుక్కున్నారు అంటే centre for cellular and molecular biology CCMB ఇది హైదరాబాద్లోనే ఉందండి ఆ తర్వాత ఐఐటి హైదరాబాద్ అలానే LV Prasad eye institute eye institute ఇది ఐ ఇన్స్టిట్యూట్ ఇది ఒక ప్రీమియం రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ అండి ఇది కూడా హైదరాబాద్లోనే ఉంది ఓకే ఈ మూడు ఇన్స్టిట్యూషన్స్ కలిసికట్టుగా తయారు చేసే అన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి అలానే ఒక ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ కూడా ఉందండి డిఫెన్స్ పరంగా చూస్తే న్యూస్లో అదేంటి అంటే అండి skylight exercise very very important రాసుకోవాలండి చాలా ఇంపార్టెంట్ స్కైలైట్ ఎక్సర్సైజ్ మరి ఈ స్కైలైట్ ఎక్సర్సైజ్ అనేది దేనికి సంబంధించింది అని కనుక మిమ్మల్ని ఎవరైనా అడిగితే మనకి కమ్యూనికేషన్ డివైస్ అనేటివి ఉంటాయండి ఏంటండి కమ్యూనికేషన్ ఒక యుద్ధ సమయంలో ల్యాండ్ బేస్డ్ కమ్యూనికేషన్ డివైజెస్ అంటే ఒక టవర్స్ కానివ్వండి ఇలాంటివన్నీ కూడా ముఖ్యంగా ఫస్ట్ టార్గెట్స్గా ఉంటాయి ఫస్ట్ టార్గెట్స్ అలా ల్యాండ్ బేస్డ్ కమ్యూనికేషన్ అలా ల్యాండ్ బేస్డ్ కమ్యూనికేషన్ అనేది పూర్తిగా డెస్ట్రా అయిపోతుంది అప్పుడు మనకున్నటువంటి ఏకైక ఆధారం ఒక సోల్జర్ ఎవరైతే ఫీల్డ్లో ఉన్నారో లేదా ఒక ఆఫీసర్ ఎవరైతే ఫీల్డ్లో ఉన్నారో వారికి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసేందుకు ఒకే ఒక పరికరం వచ్చేసి space based communication technology space based అంతరిక్షం నుంచి చేసుకునేటటువంటి కమ్యూనికేషన్ ఇలా భారతదేశంలో ఇస్రో వాళ్ళు డిఫెన్స్కి ఉపయోగపడేందుకు గాను ఎన్నో కమ్యూనికేషన్ శాటిలైట్స్ని భూ భూమి చుట్టూ కక్షలో పెట్టడం జరిగింది అలా ఈ శాటిలైట్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అసలైన యుద్ధ వాతావరణంలో మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది ఎలా ఉపయోగపడుతుందని చే తెలుసుకునేందుకు చేసినటువంటి ఎక్సర్సైజే ఈ యొక్క exercise skylight very very important ఎవరు చేశారండి ఈ ఎక్సర్సైజ్ స్కై లైట్ అంటే ఇండియన్ ఆర్మీ వారు చేశారు అయితే ప్రస్తుతం భారతదేశంలో ఉన్నటువంటి త్రివిధ దళాల్లో నావీకి ఎయిర్ ఫోర్స్కి ఎవరికి ఎవరికండి నావీకి ఎయిర్ ఫోర్స్కి తనకంటూ సొంత కమ్యూనికేషన్ శాటిలైట్స్ ఉన్నాయండి కానీ ఆర్మీకి లేదు తన సొంత సొంత ఇండిపెండెంట్ శాటిలైట్ లేదు దాన్ని ఇటీవల కాలంలో గవర్నమెంట్ వారు ఓకే చేశారు జీ శాట్ సిరీస్ కింద ఆర్మీ వారికి కూడా కొత్తగా శాటిలైట్స్ రాబోతున్నాయి సో సింపుల్గా స్పేస్ బేస్డ్ కమ్యూనికేషన్స్ని టెస్ట్ చేసేందుకు గాను ఆర్మీ వాళ్ళు ఇటీవల కాలంలో చేసినటువంటి ఎక్సర్సైజే exercise skylight pan India exercise అండి operational readiness and robust high tech satellite communication సిస్టమ్ని అటాక్ టైంలో ఒక యుద్ధ వాతావరణంలో ఎలా ఉపయోగపడుతుంది అని టెస్ట్ చేసేందుకు చేశాము దీని యొక్క కొన్ని హైలైట్స్ చూసినట్టయితే చెప్పాను కదండి టెరిస్ట్రియల్ కమ్యూనికేషన్ అంటే భూమిపైన ఉన్నటువంటి కమ్యూనికేషన్ తీవ్రంగా నష్టపోతాయి కాబట్టి ఇలాంటి సమయంలో మనం డిపెండ్ అవ్వాల్సింది శాటిలైట్ కమ్యూనికేషన్ పైన కాబట్టి ఇది ఏ విధంగా పనిచేస్తుంది అటువంటి కాంప్లెక్స్ సిచ్యువేషన్స్లో ఏ విధంగా పనిచేస్తుందని చే తెలుసుకోవడానికి చేసినటువంటి ఎక్సర్సైజ్ ఇది ఇండియన్ ఆర్మీ వారి చేత ఇలా మొట్టమొదటిసారిగా చేశామండి ఒక డొమైన్ ఎక్స్పర్టైజ్ కొరకు operational readiness of satellite communication assets and training of personnel అనమాట దీని యొక్క ఫోకస్ ఏరియా వచ్చేసి చైనాతో ఉన్నటువంటి నార్థన్ బార్డర్స్ అండి ఎందుకంటే చైనా ఇలా కమ్యూనికేషన్స్లో ముఖ్యంగా క్వాంటమ్ కమ్యూనికేషన్ వంటి సొఫిస్టికేటెడ్ టెక్నాలజీస్లో కూడా ఎంతగానో పురోగతి చెందింది కాబట్టి దాన్ని ట్యాకిల్ చేసేందుకు గాను ఇటువంటి టెక్నికల్ బేస్డ్ ఎక్సర్సైజ్ అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట చెప్పాను కదండి ఎయిర్ ఫోర్స్ మరియు నావికి తనకంటూ సొంత డెడికేటెడ్ శాటిలైట్స్ ఉన్నప్పటికీ ఇండియన్ ఆర్మీకి మాత్రం తనకంటూ సొంత డెడికేటెడ్ శాటిలైట్ లేదు అయితే దాన్ని ఇటీవల కాలంలోనే క్యాబినెట్ వారు డిఫెన్స్ అగ్విషన్ కౌన్సిల్ వారు ఓకే చేయడం దాన్ని రెండు వేల ఇరవై ఐదు కల్లా లాంచ్ చేసుకోవాలన్న ఉద్దేశం కూడా ఉందన్న విషయాన్ని మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి so next important current affair ఏంటంటే అండి మనకి పింగళి వెంకయ్య గారి గురించి కూడా న్యూస్లో నిలిచారు మన అందరికీ తెలుసు భారతదేశం నేడు డెబ్బై ఐదో స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటుందండి ఫిఫ్టీన్త్ ఆగస్టున మనం డెబ్బై ఐదో స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం సో మరి పింగళి వెంకయ్య గారి యొక్క ఇంపార్టెన్స్ దీనికి ఏంటి అంటే అండి పింగళి వెంకయ్య గారి జన్మము మచిలీపట్నం ప్రాంతంలో రెండు ఆగస్ట్ పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో జరిగిందండి వీరి యొక్క ముఖ్యమైన కాంట్రిబ్యూషన్ నేషనల్ మూమెంట్లో పార్టిసిపేట్ చేయడంతో పాటు మన భారతదేశ త్రివర్ణ పతాకాన్ని కూడా వీరే డిజైన్ చేశారు మన త్రివర్ణ పతాకాన్ని కూడా డిజైన్ చేసింది మన పింగళి వెంకయ్య గారే దీన్ని పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో మహాత్మా గాంధీ గారికి సబ్మిట్ చేయడం ద్వారా మహాత్మా గాంధీ గారు వీరు కేవలం సాఫ్రాన్ కాషాయ రంగు మరియు పచ్చ రంగు మాత్రమే చెప్పారు కానీ మహాత్మా గాంధీ గారు దీంట్లో తెలుపు రంగు శాంతిని చెప్పేందుకు గాను తెలుపు రంగును కూడా ఇంక్లూడ్ చేయమని కోరగా వీరు దీన్ని పూర్తిగా డిజైన్ చేసి పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో జరిగినటువంటి కాంగ్రెస్ సెషన్స్లో విజ్ కాంగ్రెస్ సెషన్ జరిగిందండి ఆ కాంగ్రెస్ సెషన్ ఎక్కడ జరిగింది అంటే మీకు విజయవాడలో జరిగినటువంటి కాంగ్రెస్ సెషన్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో దీన్ని ప్రవేశపెట్టగా ఐఎన్సీ వారు ఆనాడే దీన్ని ఆమోదించారు కానీ అఫీషియల్గా పంతొమ్మిది వందల ముప్పై నుంచి మాత్రం మనం ఎక్స్టెన్సివ్గా మన ఈ త్రివర్ణ పతాకాన్ని ప్రతి మూమెంట్లో మనం చేయడం జరుగుతుందన్నమాట Congress adopted this tricolour flag in the year nineteen thirty one వీరు మహాత్మా గారి యొక్క మహాత్మా గాంధీ యొక్క ఫాలోవర్ అండి వీరితో పాటు దాదాపు యాభై సంవత్సరాల పాటు నిర్వీరంగా పోరాటం చేసిన వ్యక్తుల్లో మన పింగలి వెంకయ్య గారు ఒకరు very very important you have to know about Pingali Venkayya గారు ఓకే సో పింగలి వెంకయ్య గారిని గౌరవించేందుకు గాను ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆల్ ఇండియా రేడియో విభాగానికి ఆల్ ఇండియా రేడియో విభాగానికి సైతం Pingali Venkayya Venkayya all India radio స్టేషన్గా నామకరణం చేయడం జరిగిందన్న విషయాన్ని కూడా మీరు నేర్చుకోవాలి so he was nineteen when he took place and formed and association with Gandhi పంతొమ్మిది సంవత్సరాల వయసులో గాంధీజీని కలవడం ఆ తర్వాత యాభై సంవత్సరాల పాటు వారితో కలిసికట్టుగా మన స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనడం కూడా జరిగింది సో అలానే చెప్పాను కదండి వీడు మన త్రివర్ణ పతాకాన్ని డిజైన్ చేసిన వారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో జరిగినటువంటి విజయవాడ సెషన్లో దీన్ని మనం ప్రవేశపెట్టాం ఆ తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో దీన్ని పూర్తిగా కూడా కాంగ్రెస్ వారు దీన్ని అమలుపరచడం అలానే కాకుండా అదే కాకుండా నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి వీరిని గౌరవించేందుకు భారత ప్రభుత్వం వారు ఒక పోస్ట్ స్టాంప్ని అలానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు వీరికి రత్నం ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం వారిని కోరడం కూడా జరిగింది నెక్స్ట్ ఇంపార్టెంట్ అండి మనం ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన ట్వంటీ నైన్త్ ఆగస్ట్న మనం తెలుగు దినోత్సవాన్ని జరుపుకున్నాం Telugu language day world Telugu language డేని జరుపుకున్నాం ఈ వరల్డ్ తెలుగు లాంగ్వేజ్ డేని ఎవరి గౌరవార్థం మనం జరుపుకుంటున్నామంటే గీడు వెంకట రామమూర్తి గారి గౌరవించేందుకు వారు చే తెలుగు పైన వారు చేసినటువంటి కృషి తెలుగుని ప్రజల్లోకి తీసుకెళ్లడం తెలుగుని విద్యలో ఎడ్యుకేషన్లో సైతం ఇమర్చడం వీటి వీరు చేసిన కృషికి గాను మనం వీరి పుట్టినరోజున ఇరవై ఐదు ఆగస్టున తెలుగు దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్న విషయాన్ని నోట్ చేసుకోవాలి Telugu day is celebrated on whose birthday అని రేపు క్వశ్చన్ అడిగితే గిడ్డు రామం గిడ్డు వెంకట రామమూర్తి గారు ఇది ఇరవై తొమ్మిది ఆగస్టున జరుపుకుంటూ ఉంటామండి మన భారతదేశంలోనే నాలుగో అతిపెద్ద లాంగ్ అంటే నాలుగో అతిపెద్ద లాంగ్వేజ్ మందండి ఫోర్త్ లార్జ్లీ స్పోకెన్ లాంగ్వేజ్ అంటే ఎక్కువ మంది మాట్లాడే భాష నాలుగో అతిపెద్ద భాష మన తెలుగు భాష అన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి very very important Niccolo de Conti మనందరికీ తెలుసు మనం మెడివల్ ఇండియన్ హిస్టరీలో చదివినట్టయితే ఒక విఎన్టీ అండ్ ట్రావెలర్ వంటి నికోలో డీ కోంటి నికోలో డి కోంటి గారు మన తెలుగు భాషని Italian of the East Italian of East అని పిలిచేవారు ఎందుకంటే అండి ఇటాలియన్ లాంగ్వేజ్లో అన్నీ కూడా పదాలు ఓవెల్స్తో ఎండ్ అవుతాయి ఓవెల్స్ ఒత్తు పదాలతో ఎండ్ అవుతాయి అలానే మన తెలుగు భాష కూడా ఓవెల్స్తో ఎండ్ అవుతాయి కాబట్టి మన నికోలో డి కోంటి గారు ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్గా పిలిచేవారనమాట సింపుల్గా ఒక క్వశ్చన్ రావచ్చు ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అని ఏ లాంగ్వేజ్ని పిలుస్తామంటే అది తెలుగు లాంగ్వేజ్ని పిలుస్తామన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి so all those points have given you here తెలుగుని ఏ విధంగా పుస్తక రూపం కలగాలి అది ఏ విధంగా ఇతర భాషల వారికి ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఎడ్యుకేషన్లో ఏ విధంగా ఉపయోగపడుతుందో మన గిడ్డు వెంకటరామమూర్తి గారు చేసిన కృషికి గాను ట్వంటీ నైన్త్ ఆగస్టున లాంగ్వేజ్ డే జరుపుకుంటున్నాం so try to listen these are all important points simply self explanatory note notable points వచ్చేసి రెండు వేల పదకొండు సెన్సెస్ ప్రకారం దాదాపు ఎనిమిది కోట్ల మంది ప్రజలు తెలుగు మాట్లాడుతున్నారు భారతదేశంలో ఓకే ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్గా నికోలో డి కొంటి గారు దీన్ని చెప్పడం జరిగింది ఓకే ఇంటర్నేషనల్ ఆల్ఫాబెట్ అసోసియేషన్ వారు ప్రపంచంలోనే ప్రపంచంలోనే బెస్ట్ స్క్రిప్ట్ కలిగినటువంటి లాంగ్వేజెస్లో మన తెలుగు లాంగ్వేజ్ ఒకటి దానికి రెండవ స్థానాన్ని ఇవ్వడం జరిగిందండి లాంగ్వేజెస్ ఇంటర్నేషనల్ ఆల్ఫాబెట్ అసోసియేషన్ మన తెలుగు లాంగ్వేజ్ని second best language of the వరల్డ్గా గుర్తించడం అనేది మనకెంతగానో గర్వకారణం ఫ్రెండ్స్ ఇంతటితో మనం ఆగస్ట్ నెల కరెంట్ అఫైర్స్ ముగిస్తూ I hope I was able to explain all the important current affairs I request you once again please go through the previous months videos మీకు మే నుంచి సెగ్రిగేటెడ్ వస్తుంది కాబట్టి మే జూన్ జూలైలో చేసినటువంటి సెగ్రిగేటెడ్ వీడియోస్కి ఇది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది ఎస్పెషల్లీ రామ్సర్ సైట్స్కి సంబంధించిన వీడియో మాత్రం తప్పనిసరిగా చూడాలి because I have explain you there extensively so I hope I would like to take a leave from you people. Thank you for watching our video. This is Nikhil from Achievers Academy. Thank you.